ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా నేను ఇప్పుడు ఇంగ్లాండ్ దేశంలోని లండన్ ప్రాంతంలో బకింగ్హామ్ ప్యాలెస్ ఎదురుగా ఉన్నాను ఈ యొక్క ప్యాలెస్ని ఒకసారి మీరు చూడండి ఎంతో అద్భుతంగా నిర్మించబడినటువంటి ప్యాలెస్ ఇది ఈ యొక్క ప్యాలెస్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమంటే ఇందులో ఇంగ్లాండ్ దేశం యొక్క రాణి ఒకప్పుడు నివసించేది అందుకే కొన్ని వేల మంది చూడండి మీరు చూసినట్లయితే అనేక దేశముల నుండి కొన్ని వేల మంది ఈ యొక్క ప్రాంతాన్ని చూడడానికి వస్తూ ఉంటారు అయితే ఇక్కడ నేను ఇవ్వాలనుకుంటున్నటువంటి సందేశం ఏమిటంటే ఇంగ్లాండ్ దేశంలోని రాణి నివసించిన ప్యాలెస్ని చూడ్డానికే ఇంతమంది వస్తున్నారు నిజంగా ఈ ప్యాలెస్లో నివసించడానికి అవకాశం ఇస్తే ఇంకా ఎంతమంది వస్తారో ఆలోచన చేయండి అయితే దేవుడు నిర్మిస్తున్నటువంటి ఆ గొప్ప ప్యాలెస్లో మనము నివసించేటువంటి అద్భుత అవకాశాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుదాం ఆయన వాక్యాన్ని ప్రతిరోజు చదువుదాం ఆయన మన కొరకు నిర్మిస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప అద్భుతమైన ప్యాలెస్లో ప్రవేశిద్దాం ప్రభాటి కృపను చూపించినగాక ఆమెన్